యూఎస్ఏతో పాటు మరికొన్ని సంస్థలు కోవిడ్ లాక్డౌన్ జరిగిన రెండు నెలల తర్వాత పన్నెండు రాష్ట్రాల్లో జరిపిన స్టడీలో చాలామంది రైతులు ఖరీఫ్ పంట వేయటం కష్టమని తెలిపిన నేపథ్యంలో సుస్థిర వ్యవసాయ కేంద్రం ఆధ్వర్యంలో అజీం ప్రేమ్జీ ఫౌండేషన్ వాటి ఆర్థిక సాయంతో కడప కర్నూల్ అనంతపూర్ మరియు విజయనగరం జిల్లాలో సుస్థిర వ్యవసాయ కేంద్రం పనిచేస్తున్న ప్రాంతాల్లో రైతులకు ఒక ఎకరానికి చొప్పున విత్తనాలు ఇవ్వటం జరిగింది వారి ఆహార భద్రతను కూడా దృష్టిలో పెట్టుకుని కిచెన్ గార్డెన్ విత్తనాలు ఇవ్వటం జరిగింది అందులో భాగంగా గంగా భవానీ అనే రైతు తన అనుభవాలను కృషి టీవీతో పంచుకున్నారు అందరికీ నమస్తే సార్ నా పేరు గంగా భవాని పెంపల్ల మండలం వైఎస్ఆర్ జిల్లా తాళ్ళపల్లె గ్రామం నేను రైతును మాకు ఇక్కడ వర్షాలు కొద్దిగా బాగానే పడుతున్నాయి ఒక వన్ వీక్ నుంచి కానీ మాకు ఒక ఎకరా పొలం ఉంది ఈ ఎకరా మాది వర్షాధారమే వర్షాలేమో బాగా పడుతున్నాయి బయటికి వెళ్ళి విత్తనాలు కొనాలంటే చాలా ఇబ్బంది పడి కొనుక్కలే కొనుకొచ్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నాను ఒక రూపాయి డబ్బులు లేవు బయటికి వెళ్ళి కూలి పని పోదామంటే బయట కూలి పనులు ఏం లేవు బయట కూలి పనికి వెళ్దామంటే ఎక్కడ కరోనా ఉందో ఏమో అని ఎవరు రాణించుకోవడం లేదు అందరికీ కరోనా అనేది చాలా విపరీతంగా పెరిగిపోతుంది సార్ ఈ వైరస్ అందువల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం సార్ రైతులం అందరం బయటికి వెళ్ళి కొనలేని పరిస్థితి బయట ఎక్కడ ఇత్తనాలు కూడా దొరకడం లేదు అలాంటి కష్టమైన సమయంలో ప్రకృతి వ్యవసాయం సిఎస్ఏ వాళ్ళ ద్వారా మాకు నవధాన్య కిడ్స్ ఈ నవధాన్య కిడ్స్ ప్యాకింగ్ ఇవ్వడం జరిగింది ఈ ప్యాకింగ్లు మాకు ఒక ఎకరాలు సరిపోతాయి ఈ ఎకరాలు సరిపోయినప్పుడు మేము పంట పెట్టగలం సార్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం రైతులందరూ చాలా చాలా సంతోషిస్తున్నారు ఈ ఈ విత్తనాల వల్ల మనం దొరకవు అనే విత్తనాలన్నీ తెచ్చి మాకు ఇచ్చినారు సిఎస్ఎస్ సంస్థ వారికి అండ్ ఆర్ఓఎస్ఎస్ వారికి చాలా రుణపడి ఉన్నామని చెప్పుకుంటున్నాం సార్